రాయవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దేవస్థానంలో పాలక మండలి సభ్యులతో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ దేవస్థానం చైర్మన్ పులగం శ్రీనివాసరెడ్డి కమిటీ సభ్యులు దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ నాయకులు పాల్గొన్నారు Thank you. మా నాయకుడికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి యా మా బిల్లు వెంకటబాబు గారంటే మాకు మా మా తోట గారు ఉంటుంది అలాగే మా జరిగింది అలాగే ఆయన ఈ బాడీలో సంవత్సరంగా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కావాలంటే వచ్చి కార్యక్రమాలు కాదు సేవ చేయండి ప్రతి సేవ చేసి మంచి తీసుకొని బాడీ అంతా కూడా మంచి పేరు తీసుకొని మరి కార్యక్రమం మనల్ని అందరూ పొందాలని కోరుకుంటూ ప్రమాణ స్వీకారానికి ముఖ్యంగా చేసినటువంటి నాయకుడు ముఖ్యంగా మీరు గతంలో నమస్కారం ఆరోగ్యమైనటువంటి భక్తులకు ప్రజలకి దర్శనం చెప్తూ దైవ చింతనం ఉండేవారికి తప్ప దేవుడు సేవ చేసే అవకాశం అందరికీ రాదు అలాగా పార్టీలో కష్టపడుతూ దైవ చింతన ఎక్కువగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు వారు చాలా ధన్యులను భావిస్తూ ముఖ్యంగా మా తిరుమూర్తులు గారికి మా గ్రామం తరఫున మరి ఏదో ఇక్కడ పురుషార్థం ఉండాలనేటువంటి కాకుండా ఉత్సవాలు కానీ లేకపోతే కళ్యాణం కానీ జరిగేటువంటి సందర్భంలో యాభై మంది భక్తులు కూడా వస్తుంటారు వాళ్ళందరికీ దర్శనం చేయించడం భగవంతుడి దినం కార్యక్రమాలన్నీ సాంప్రదాయ పద్ధతిగా జరగాలని మనం త్వరితగా ఆ కార్యక్రమాల్లో జరిపించడం నిత్యం జరిగేటువంటి కార్యక్రమాలు కానీ ఉద్యోగం జరిగే టైంలో జరిగేటువంటి కార్యక్రమాలు కానీ సాంప్రదాయ పద్ధతిగా జరిపించి స్వామి యొక్క ఆశస్సులు పొందుతూ ప్రజల యొక్క మనం పొందేలా మాత్రం ఈ భారతపక్షం వీళ్ళందరూ పనిచేయాలనేటువంటిది మనం చెప్తూ మీ అందరికీ తెలుస్తూ ఈ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ప్రజారాయమైనటువంటి పరిపాలన చేస్తున్నారనేటువంటి చూస్తున్నాం దేవాలయంలో భగవంతుడికి సేవ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం అందరం పాల్గొన్నట్టు రాజకీయాలు మాట్లాడకూడదు కానీ మనం అందరూ కూడా ఒక మంచి పరిపాలన జరుగుతుంటే ప్రజలకి ఏది అవసరమో ఏ సంవత్సరం అవసరమో ఆ సంవత్సరాన్ని ఈ ప్రభుత్వం చేపడుతుంది కిసాన్ చౌదరి చెప్పినటువంటి ఏదైతే రాయవరం ఇంట్లో ఉన్నటువంటి లోవర్ నుంచి రాయవరం మరి ఎంఆర్ ఆఫీస్ వరకు ఉన్నటువంటి రోడ్ని ఏంటంటే ఉన్నటువంటి ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయి తొందరలోనే అది పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటా ఉన్నటువంటి సభాపంగా మీ అందరికీ తెలియజేస్తూ మనం కూడా కొంచెం ఆలోచన చేయాలి ప్రభుత్వం అనేటువంటిది ప్రజల అవసరాలు ఉంటాయి ప్రజల అవసరాలు ప్రభుత్వం ఏ మేరకు పనిచేస్తుందనేటువంటి చూస్తే ప్రతి ఊరికి ఏ రకాలైనటువంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఈ అందరినీ ఆదుకుంటారు నావాకి వర్గం కాకుండా అందరినీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటారు కరోనా తోటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి అయినప్పుడు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సంస్థలు ఒకేసారి పరిష్కారం అవ్వాలంటే జరగవు కొంత ఈ రోడ్ల విషయంలో ఇబ్బందులు అనేటువంటి స్పష్టంగా కనబడుతున్నాయి వాటిని అన్ని అధిగమించడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికబద్ధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీ రోడ్లు రోడ్లు కానీ ఆర్ఎంపీ రోడ్లు కానీ మొత్తం పూర్తి చేయాలనేటువంటిది ఒక ప్రణాళికబద్ధంగా చేపట్టినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్పకుండా ఈ రోడ్లు కూడా పూర్తి చేపిస్తామనేటువంటి సందర్భంగా మీ అందరికీ మనం ఇక్కడ వచ్చినటువంటి అధికారులకి భక్తులకి పెద్దలకి పాత్రికేయులకి అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యూపీగా మంత్రంగా శక్తిగా పర్యావరణ రాజ్య చైతన్యం పై సంస్థ యొక్క శ్రేష్ఠ జనజవాడు మరియు పంతొమ్మిది ఎనభై ఆంధ్రప్రదేశ్ ధర్మాలయ మరియు హిందూ దేవాలయ సంస్థల చట్టమందు పొందుపరిచిన నియమలను అందుపై గల నిబంధనలను చదువు వారిని దయసాక్షిగా ఆత్మపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను ఎందుకంటే మీ గ్రామం నుంచి పార్టీ కష్టపడ్డ కార్యకర్త మనటువంటి కార్యకర్తలు తులసి ప్రతిపించినటువంటి నాయకుడు మన భారతదేశంలో మన సత్తా అందరూ కూడా అభినందన మన ప్రేమ నాయకులు అలాగే మరి ఈ మన భారతీయ ఈ ఆలయాలు చిహ్నాలు లాంటివి మరి అటువంటి ఈ రోజు ఈ సభ్యులందరికీ అయిన చైర్మన్ గారికి సభ్యులందరికీ కూడా ముందుగా నా శుభాకాంక్షలు మరి మన ఆలయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళందరూ నేపథ్యంలో విజయవంతులు కమిటీ విజయవంతులు అవుతారని అలాగే మన త్రిమూర్తి గారి నాయకత్వంలో వారందరూ కూడా కమిటీ అంతా మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నాను మరి ఎంతో దైవవంతులైన త్రిమూర్తి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడం ఎంత తీసుకుంటున్నాను వేచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతలు ధర్మకర్తగా ఈమె సందర్భంగా ధర్మకర్తగా మా నీతి ధర్మం యోగ్యంగా మంత్రంగా శక్తిగా పర్యావరణ చైతన్యం పై సంస్థ యొక్క శ్రేష్ఠ జనజీవన్ మరియు పంతొమ్మిది ఎనభై ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాలయ సంస్థల చట్టమందు పొందుపరిచిన నియమలను అందుపై గల నిబంధనలను చదవాలి వాటిని దైవసాక్షిగా ఆత్మపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను ఎందుకంటే మీ గ్రామాల నుంచి పార్టీ కష్టపడ్డ కార్యకర్త మరి మన కార్యకర్తలు పిలిచి గుర్తించినటువంటి నాయకుడు మన రాష్ట్రపతి మన సత్రంతా అందరూ అభినందన ప్రేమ నాయకులు అలాగే మరి ఈ మన భారతీయ సాంప్రదాయాలకి ఈ ఆలయాలు ఆలయాలు చిహ్నాలు లాంటివి మరి అటువంటి ఈ రోజు ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ ఫామ్ అయిన చైర్మన్ గారికి సభ్యులందరికీ కూడా ముందుగా నా శుభాకాంక్షలు మరి మన ఆలయాన్ని మన సంప్రదాయాన్ని కాపాడుకోవడం అలాగే మరి ఆలయాన్ని పరిరక్షించుకోవడం మరి వాటి ఆ ఆలయ ఆస్తులు అలాగే వాటి ఖర్చులు ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా వారందరూ నిర్వర్తించడంలో విజయవంతులు అవుతాం మరొకసారి మరి ఈ రోజు ఫామ్ అయిన కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను పూర్వం నుంచి ఎస్ఆర్ రోడ్ చాలా ఇబ్బందిగా ఉందండి అది గత ప్రభుత్వం మా వరకు చేశారు తర్వాత అది కంటిన్యూస్గా మా ఊరు విలేజ్ నుంచి five by eight seven by eight మా అభ్యర్థులు మీ ముందు ఇస్తూ సెలవు తీసుకున్నాను గారికి అలాగే మన గ్రామ పెద్ద సుబ్రహ్మరెడ్డి గారికి marketing committee chairman Naveen Manajareddy గారు ఈ భగవంతుడికి ఈ సేవ చేసే కార్యక్రమాన్ని అనుగ్రహించినందుకు ఖచ్చితంగా ఆ గారు ఆడదాంతో ఈ గుండె పెద్ద చేస్తానని మీ అందరికీ ఆగిస్తూ సెలవిస్తున్నాను బాధ్యతలు తీసుకునేటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభకి పెద్దలు సుబ్రహ్మ రెడ్డి గారు అదేవిధంగా మార్కెట్ చైర్మన్ ఎంపీపీ గారు రాము గారు అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు గ్రామ ఉప సర్పంచ్ గారు మరి ఈరోజు మనందరి యొక్క సమస్యలోని ఆ స్వామి గారి యొక్క ఆసక్తులతో మరి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క బాధ్యతలు తీసుకున్నటువంటి ఈ పాలకవర్గ తీసుకున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి చేసినటువంటి యాభై మంది భక్తులకి గ్రామ పెద్దలకి అందరికీ కూడా తిరుపతికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం జరుగుతూ చాలా సంతోషం ఈరోజు వెంకటేశ్వర స్వామికి మరి ఈరోజు ప్రమాణ ప్రకారం ఈ బాలకృష్ణులు బాధ్యతలు తీసుకోవడం అనేటువంటి జరిగింది ఈవేళ చాలా మనస్ఫూర్తిగా నా అభినందన తెలుపుకుంటూ మరి ఇదేదో ఒక కథ అనేటువంటిది కాకుండా భగవంతుడి సేవ చేస్తున్నటువంటి మహాభాగ్యంగా మాత్రం భావించాలని మరి ఏదో ఇక్కడ వృద్ధంగా ఉండాలనేటువంటి కాకుండా ఉత్సవాలు కానీ లేకపోతే కళ్యాణాలు కానీ జరిగేటువంటి సందర్భంలో కేవలం మంది భక్తులు కూడా వస్తున్నారు వాళ్ళందరికీ దర్శనం చేయించడం భగవంతుడి అన్నటువంటి